hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Jagan కాన్సెప్ట్కు దేశం జేజేలు చివరకు ఈనాడు కూడా ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ఎన్ని ఆరోపణలు వస్తున్నాయో లెక్కే లేదు చివరకు కోర్టు కేసులు కూడా దాఖలయ్యాయి అయితే ఆ వ్యవస్థ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి వాలంటీర్ల సేవలు ఎంత అవసరమో చెప్పే ఉదాహరణలు అప్పుడప్పుడు బయటపడుతున్నాయి తాజాగా అలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది ఒడిశా ఘటనకు ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా ఆ ఘటన వల్లే ఇప్పుడు ఏపీ వాలంటీర్ల గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది ఒడిశాలోని నబ్రంగ్పూర్ జిల్లా జార్గో ప్రాంతానికి చెందిన సూర్య హరిజన్ అనే డెబ్బై ఏళ్ల వృద్ధురాలు సామాజిక పెన్షన్ తీసుకునేందుకు బ్యాంకుకు వెళుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆమె విరిగిపోయిన కుర్చీ సాయంతో ఎండలో నడుచుకుంటూ వెళుతున్న వీడియో అది దేశవ్యాప్తంగా ఈ వీడియోని అన్ని మీడియా సంస్థలు హైలైట్ చేశాయి ఈనాడు కూడా కథనం ఇచ్చింది ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు మానవతా దృక్పథంతో ఆమెకు సాయం చేయాలని బ్యాంక్ అధికారులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి జోక్యం చేసుకోవడంతో బ్యాంక్ అధికారులు దిగొచ్చారు గ్రామంలో పింఛన్ ఇచ్చే సిఎస్పి పాయింట్ వద్ద వేలిముద్రలు పడకపోవడంతో ఆమె బ్యాంక్ వరకు వస్తున్నారని వివరణ ఇచ్చారు ఆమెకు చక్రాల కుర్చీ ఇప్పిస్తామని ఇకపై ఇంటి వద్దకే పెన్షన్ తీసుకువెళ్ళి ఇస్తామని అన్నారు ఆ మధ్య ఒడిశాలోనే ఓ వికలాంగుడికి పెన్షన్ ఇచ్చేందుకు గ్రామ సర్పంచ్ డ్రోన్ కెమెరా కొనుగోలు చేశారు అక్కడి పెన్షన్ పంపిణీ వ్యవస్థ తిరిగి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి ఏపీలో వాలంటీర్లు ఒకటో తేదీనే సామాజిక పింఛన్లు తీసుకెళ్లి లబ్ధిదారుల చేతిలో పెడుతున్నారు మధ్యాహ్నానికల్లా తమ టార్గెట్ పూర్తి చేస్తారు దాదాపుగా ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ నూటికి నూరు శాతం పూర్తవుతుంది అంటే ఒడిశా వృద్ధ మహిళ పడిన పాట్లు ఏపీలో ఏ గ్రామంలోనూ ఏ వార్డులోనూ కనిపించవు అసలు ఇల్లు కదలకుండానే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ నేరుగా చేతిలో వచ్చి పడుతుంది పొరపాటున వేలిముద్రలు పడకపోయినా ఇంకేదైనా సమస్య వచ్చినా వెల్ఫేర్ అసిస్టెంట్ నేరుగా ఇంటికి వస్తారు సమస్య పరిష్కరిస్తారు ఇక్కడ అలాంటి వ్యవస్థ ఉంది ఒడిశా ఘటన హైలైట్ అయిన తరువాత సహజంగానే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చ జరిగింది ఏపీలో అలాంటి ఘటనలు అసలు జరిగే అవకాశం లేదని అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల కలిగే ఉపయోగాల గురించి మరోసారి ఏపీ ప్రభుత్వానికి ఈనాడుతో సహా అందరూ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్లయింది